నా గురించి నీకు తెలిసింది తక్కువ వేషాలు మార్చి ఎన్నో విధాలుగా బతికాను అవెంజర్ అవ్వకముందు వీళ్లల్లో ఒకరిగా మారకముందు సరైన నిర్ణయం ఏదో డిసైడ్ అవ్వలేకపోయా నేనుండాల్సింది ప్రపంచం ఇచ్చినట్ట లేక నాకు నచ్చినట్టా ఈ పోరాటం ఎక్కడ మొదలైందో అక్కడే ముగించాలి ఇంతకాలం నేను ఎక్కడున్నాను అనుకున్నావు మనం తేల్చాల్సిన లెక్క ఒకటి ఉంది నా పిల్లలిద్దరూ ఈ ప్రపంచంలోనే ధైర్యవంతులు నన్ను క్షమించు మాకొచ్చిన ఆర్డర్స్ ప్రకారం మా పాత్రని బాగా నటించు మొత్తం నటనేగా నాకు అది నిజమే నాకు మాత్రం మీరే లోకం తనని వెనక్కి తీసుకురా నీ సీట్ బెల్ట్ పెట్టుకో నీ సోద ఆపుతావా నా గతానికి ఎదురెళ్లాల్సిన సమయం వచ్చింది బ్లాక్ విడో జూలై తొమ్మిది నుండి మీ అభిమాన థియేటర్స్లో